స్వార్థపరులై సొంత ఆస్తులను పెంచుకుంటూ ప్రజల్ని పీడిస్తున్న వారెవరైనా ఎలాంటి వారైనా ఏ పార్టీ అయినా గద్దె దించడం మన కర్తవ్యం వాళ్ళకి మళ్లీ అవకాశం ఇచ్చి మరొకసారి మోసపోకండి ఈసారైనా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని నిజాయితీ గల నిస్వార్థ పనులను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం